వద్దు మామా వద్దు చెప్పేది విను కత్తి కింద పెట్టు రాజు ఇక్కడ తప్పు చేయనంత వరకే స్వర్గంలో ఉంటుంది Raju. It's Peter. I'm outside your apartment. Yeah, I'm coming down. Hello Raju వినిపిస్తుంది రాజు నేను మాట్లాడేది వినిపిస్తుందా వినిపిస్తాను చెప్పండి అన్న ఏం లేదు నాన్న నిన్న నుంచి శివ కాల్ చేస్తున్నాను వాడు ఫోన్ పిక్ చేయట్లేదు అదే ఏం చేస్తున్నాడని శివ నిద్రపోతున్నాడన్న లేచిన వెంటనే మీకు కాల్ చేయమంటాను అన్నా Baggage should be securely stowed in the overhead lockers or under the seat in front of you. Please fasten your seatbelt whenever the seatbelt symbol is illuminated. చెప్పండి కార్తిక్ ఎరా ఎక్కడున్నావు శివ ఏం చేస్తున్నాడు శివ నిద్రపోతున్నాడండి లేపరా వాడిని వాడు త్వరగా మేల్కోడు రా బాబు మన ఇద్దరం బయటికి వెళ్ళాలి పని ఉంది లేదండి ఆయన నేను ఎంతో లేపి చూశాను ఆయన లేవనే లేవట్లేదు వాడు మా అబ్బాయి పడుకుంటే లేగడు అబ్బాయి పడుకుంటే లేగడు కత్తి కింద పెట్టు నీకోసమే తీసుకొచ్చిన స్పెషల్ బ్రౌన్ తిని చూడు వేరే లోకానికి తీసుకొచ్చిన కంజమామా మరి అని చెప్పేది విను నీకు అసలు ఏమీ కాదు నీకేం కాదురా అవును సార్ సార్ ఎందుకు నవ్వుతున్నావు అక్కడ ఏం జరుగుతుంది కామెడీ నా జరిగేది Ha ha ha. ఒకటి రెండు మూడో టీవీలో సూపర్ మూడో టీవీనా మూడవ టీవీ ఎప్పుడు కొన్నాం లెమన్ ఎక్కడ ఏం ఏం వెతుకుతున్నారా లెమన్ మామ ఉండు ఉండు నేను తీసుకొస్తా ఉండు ఉండు నన్ను ఇప్పుడే చంపే నువ్వు అడిగిన లెమన్ రా రే ఏమిరా ఇది అంత పెద్దగా ఉంది ఈ ఊర్లో అన్ని పెద్దగానే ఉంటాయి కదా వద్దు మామ బాగా పెద్దగా ఉంది బొక్కలేయలేము రా నేను కోస్తా కదా వద్దు మామా కత్తి ఎందుకు తీసుకుంటున్నా వద్దు మామా వద్దు చెప్పేది విను కత్తి కింద పెట్టు దొర్లుకుంటూ వచ్చి లెమన్ చిన్నదైపోయింది ఏ శివ ఉండు రే ఏందిరా ఇది రక్తం ఏం చేసినావురా వాడు మా అబ్బాయి పడుకుంటే లేగడు సెవెన్లా పడుకుంటాడు నాలుగు కొట్టలేపురా వాడిని